ఉష్ణమని విశిష్టోష్ణానికి సంబంధించి అది పదార్థ రాశిని అవంతోనే ఉంచుతుంది కానీ ఉష్ణోగ్రతను అయితే మార్చుతుందని అదే గుప్తోష్ణం అయితే పదార్థ స్థితిని మారుస్తుంది కానీ రైట్ ఉష్ణోగ్రత మాత్రం స్థిరంగా ఉంటుందని మాట్లాడుకున్నాం రైట్ ఇప్పుడేం చేద్దామంటే effect of pressure effect of pressure on boiling point of the water or the liquid simply boiling point of the water ఇక్కడ మనకి తెలుగులో మాట్లాడుకుంటే బాష్పీభవన స్థానంపై నీటి బాష్పీభవన స్థానంపై పీడన ప్రభావం నీటి బాష్పీభవన స్థానంపై పీడన ప్రభావం అండి రైట్ ఇది ఎలా ఉంటుందో చూడండి జనరల్గా దానికన్నా ముందు మనం లోకల్గా ఆలోచిద్దాం ఫస్ట్ మూతేసి వండితే అన్నం త్వరగా ఉడికిద్దే మూతీసి వండితే త్వరగా మూత మూతేసి వండితే త్వరగా ఉడుకుతుంది మూతేసి కొంచెం బిగిస్తే కుక్కర్ అంటారుగా ఇంకా ఫాస్ట్గా ఉడుకుతుంది కదా అవునా కదా ఏం జరుగుతుంది మరి ఈ పరిస్థితుల్లో మూత వేసినవంటే పీడనాన్ని పెంచినట్టే కదా దాని మీద కొంత వెయిట్ పెంచినట్టే ఇక బిగించినవంటే ఇంకా పీడనాన్ని పెంచినవు కదా ఇలా పీడనాన్ని పెంచుతుంటే ఏం జరుగుతుందో చూడండి రైట్ జనరల్గా మనకి ఇక్కడ ఒక బౌల్ ఉంది ఇది రైట్ ఇక్కడ ఒక బౌల్ ఉంది ఈ ప్లేట్ ఇది ప్లేట్ క్లోజ్ చేసిన closed one closed one right ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ బౌల్లో ఫుడ్ని బాయిల్ చేసే ప్రయత్నం చేద్దాం ఇవన్నీ ఫుడ్ మాలిక్యూల్స్ అనుకోండి ఫుడ్ మాలిక్యూల్స్ ఫుడ్ మాలిక్యూల్స్ ఇక్కడ వరకు వాటర్ ఉంది ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే వాటర్ మాలిక్యూల్స్ దీంట్లో వాటర్ ఉంది కదా వాటర్ మాలిక్యూల్స్ ఇవన్నీ వాటర్ మాలిక్యూల్స్ ఇవన్నీ water molecules yellow colour water molecule అనుకోండి ఓకేనా ఇలా మిక్స్ అయి ఉన్నాయి రైట్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే వేడి చేద్దాం ఇక ఇదంతా ఖాళీ ప్రాంతం ఇది పైన మూత వేసి ఉంచిన క్లోజ్ చేసిన రైట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రైట్ వేడి చేసే ప్రయత్నం చేద్దాం వేడి చేద్దాం ఇట్లా వేడి చేద్దాం ఉష్ణ రాసిస్తాను ఉష్ణ రాసిస్తుంటే ఏం జరుగుతుందో చూడండి యాక్చువల్గా ఈ వాటర్ అంతా కూడా ఏ టెంపరేచర్ వద్ద ఉంది మొదట్లో తక్కువ టెంపరేచర్ వద్ద ఉంది ఇప్పుడు ఈ వాటర్ కూడా వేడవుతూ వేడవుతూ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్కి వచ్చినాయి అనుకుందాం హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్కి వస్తే ఇప్పుడు ఈ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్కి వాటర్ మాలిక్యూల్స్ ఏమవుతున్నాయి ఎస్కేప్ అవుతున్నాయి ఇలా ఎస్కేప్ అవుతున్నాయి రైట్ ఇలా ఎస్కేప్ అయితే ఇక్కడ మనకు మూత వేసిందిగా ఇప్పుడు ఏడకు వచ్చినాయి మనకి వాటర్ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఏడకు వస్తున్నాయి పైకి వచ్చేస్తున్నాయి రైట్ ఇక్కడికి వచ్చేస్తున్నాయి దీంట్లో వాటర్ మాలిక్యూల్స్ తగ్గుతున్నాయి దీంట్లో వాటర్ మాలిక్యూల్స్ పెరుగుతున్నాయి ఈ స్పేస్లోకి వచ్చేసినాయి మధ్యలో ఉందిగా ఈ స్పేస్లోకి వచ్చినాయి ఇప్పుడు చెప్పండి ఇంకొక వాటర్ మాలిక్యూల్ పైకి రామన వెళ్దామని అనుకుంటే ఇక్కడున్న వాటర్ మాలిక్యూల్స్ రానిస్తాయా రానివ్వవు ఎందుకు రానివ్వవు చెప్పండి దాని మీద పీడనాన్ని కలగజేస్తాయా లేదా రైట్ దీని మీద పీడనాన్ని ఏం చేస్తాయి కలగజేస్తాయి ఇట్లా ఎందుకు కలగజేస్తున్నాయి వాటికే స్పేస్ లేదు ఈ ప్రాంతం అంతా కూడా ఈ గ్యాప్ అంతా కూడా ఫిల్ అయిపోయింది ఇక్కడ ఉన్న వాటర్ మాలిక్యూల్స్ అంతా కూడా హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్కి ఎస్కేప్ అయిపోయినాయి ఈ స్పేస్ అంతా ఫిల్ అయిపోయింది పీడనం బయట అంతా క్లోజ్ చేసినావు పీడనాన్ని పెంచుతున్నావు ఇక్కడ రైట్ ఈ మూత బయటికి రానివ్వకుండా అవసరమైతే దీన్ని ఇంకా గట్టిగా క్లోజ్గా పెద్ద మూత ఉంచినాం అనుకోండి రైట్ హెవీ వెయిట్ అనుకోండి ఇది అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ప్రెజర్ పెంచినట్టేగా ప్రెజర్ పెంచుతున్నప్పుడు ఈ వాటర్ మాలిక్యూల్స్ ఎస్కేప్ కావాలి కాదు ఈ స్పేస్ అంతా కూడా ఫిల్ అయిపోయినాయి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చేటటువంటి వాటర్ మాలిక్యులు రానిస్తాయా రానివ్వవు అవునా కదా అయినా కానీ నువ్వు కింద హీట్ ఇవ్వటం ఆపినవా ఆపలేదు రైట్ ఆపలేదు కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి ఈ వాటర్ మాలిక్యులు యాక్చువల్గా ఎక్కడున్న వాటర్ మాలిక్యులు ఏ టెంపరేచర్ వద్ద ఎస్కేప్ అయింది హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ వద్ద ఎస్కేప్ అయింది ఇప్పుడు ఇక్కడ ఈ వాటర్ మాలిక్యులు ఇప్పుడు పైకి రావాలి అంటే వేరే వాటర్ మాలిక్యుల్ అనుకోండి ఈ వాటర్ మాలిక్యులు పైకి రావాలి అంటే దీనికి ఎక్కువ కైనటిక్ ఎనర్జీ కావాలా తక్కువ కైనటిక్ ఎనర్జీ కావాలా ఇదేంది తక్కువ కైనటిక్ ఎనర్జీకే ఎస్కేప్ అయిపోయింది కానీ ఇప్పుడు ఈ వాటర్ మాలిక్యుల్ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాలి అంటే ఈ స్పేస్లోకి రావాలి అంటే ఈ స్పేస్లోకి రావాలి అంటే తనకి ఎక్కువ కైనటిక్ ఎనర్జీ కావాలి హై కైనటిక్ ఎనర్జీ కావాలి హై కైనటిక్ ఎనర్జీ అంటే టెంపరేచర్ ఏమైంది పెరిగినట్టేగా ఇది ఉన్న ఈ కైనటిక్ ఎనర్జీ అంటే హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ వద్దకు ఎస్కేప్ అయింది ఇప్పుడు హై టెంపరేచర్ అంటే greater than high hundred degree సెల్సియస్గా అవునా కదా greater than hundred degree Celsius right కాబట్టి greater than hundred degree Celsius కాబట్టి ఇప్పుడు టెంపరేచర్ ఏమైంది చెప్పండి పెరిగిపోయింది boiling point hundred degree Celsius వద్దకి ఎస్కేప్ అయినాయి ఈ మాలిక్యూల్స్ ఈ కింద ఉన్న మాలిక్యూల్స్ మీద ఏమవుతున్నాయంటే ప్రెజర్ కలుగజేసినాయి రైట్ ఇలా జరుగుతూ ఉంటుంది అంటే మనకి ఏమవుతుంది ప్రెజర్ పెంచితే టెంపరేచర్ ఏమవుతుంది బాయిలింగ్ పాయింట్ ఏమవుతుంది పెరుగుతుంది బాయిలింగ్ పాయింట్ ఏమవుతుంది పెరుగుతుంది ఎందుకని పెరుగుతుంది ఎస్కేప్ కావాలి కాదు రైట్ మాట్లాడు మాకు రాజ్ రైట్ ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది బాయిలింగ్ పాయింట్ కూడా ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ ఇప్పుడు ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది ఫలితంగా ఏం జరుగుతుంది చెప్పండి వీళ్ళందరూ కూడా మనకి ఇక్కడే ఉన్నారుగా ఈ ఫుడ్ సరౌండింగ్స్లోనే ఉన్నారుగా ఇప్పుడు ఈ ఫుడ్ మాలిక్యూల్స్ ఏం చేస్తాయి ఎనర్జీ తీసేసుకుంటాయి వీటి నుంచి వీటి నుంచి ఎనర్జీ తీసుకొని త్వరగా బాయిల్ అయిపోతాయిగా వెంటనే బాయిల్ అయిపోతాయిగా కాబట్టి ఫుడ్ ఫుడ్ కుక్స్ ఫాస్టర్ అనమాట రైట్ అంటే this is working principle of pressure cooker అంటాం pressure cooker working principle of pressure cooker అంటాం ఇది జరిగేది అంటే ఏం జరిగింది చెప్పండి పీడనాన్ని పెంచితే మనకి బాయిలింగ్ పాయింట్ పెరిగిపోయింది ఈ సందర్భంలో ఫుడ్ ఏం చేసిందంటే ఛాన్స్గా తీసుకుంది ఆ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకొని ఫుడ్ మాలిక్యూల్స్ ఏం చేసి ఆ సరౌండింగ్స్లో ఉండేటటువంటి హాట్ వాటర్ మాలిక్యూల్స్ నుంచి హీట్ అబ్జర్వ్ చేసుకొని ఫాస్ట్గా బాయిల్ అయిపోయింది this is working principle of pressure cooker right అంటే ప్రెషర్ కుక్కర్ ఏ సూత్రం మీద పనిచేస్తుంది ప్రెజర్ కుక్కర్లో మనకి నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అయితే సాధారణ వాతావరణ ఉష్ణోగ్రత వద్ద అయితే వాటర్ బాయిలింగ్ పాయింట్ ఏంటండి హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ అదే ప్రెషర్ కుక్కర్లో అయితే ఎంత చూడండి ప్రెషర్ కుక్కర్లో one twenty degree Celsius boiling point right boiling point of the water ఎంత వన్ ట్వంటీ డిగ్రీ సెల్సియస్ అంత కైనటిక్ ఎనర్జీలో ఎంతో కొంత ఫుడ్ తీసుకుంటేగా ఫుడ్ తీసుకుంటే త్వరగా ఉడికిపోతుందిగా అందుకే ఫాస్ట్గా బాయిల్ అవుతుంది అక్కడ ఫాస్ట్గా ఉడుకుతుంది రైట్ ఎగ్జామినేషన్లో ఇలా అడుగుతాడు working principle of pressure cooker or pressure cooker works based on right pressure increases boiling point decreases right pressure increases boiling point increases pressure increase pressure decreases boiling point increases right pressure decreases boiling point right ఏదో కాంబినేషన్లో ఇస్తాడు ఏం చెప్తారు చెప్పండి pressure increases boiling point will increases this is the working principle of pressure cooker ఇలా మనకి ఎగ్జామినేషన్లో ఇస్తాడు what is the temperature boiling point boiling temperature of the water inside the pressure cooker almost option A hundred degree Celsius option B one twenty degree Celsius option C ninety degree Celsius option D right ఏదో సంథింగ్ ఎయిటీ డిగ్రీ సెల్సియస్ ఏం చెప్తారు most one twenty degree Celsius ఇది boiling temperature in the pressure cooker okay boiling point in the pressure cooker ఇలా ఇస్తాడు దీన్నే ఇంకా ఎలా అడుగుతాడో చూడండి ఒకవేళ ఎగ్జామినేషన్లో ఆయన అడగదలుచుకుంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే త్రీ ప్లేసెస్లో మనకి ఫుడ్ని బాయిల్ చేసే ప్రయత్నం చేస్తా కుక్ చేసే ప్రయత్నం చేస్తా ఇదే వ్యాలీ రీజియన్స్ రైట్ లోయ ప్రాంతాలు మౌంట్ ఎవరెస్ట్ మీద మౌంటైన్స్ ఇవి మౌంటైన్స్ ఇదే ఎర్త్ సర్ఫేస్ ఇదే వ్యాలీ రీజియన్ ఎక్కడ ఆహార పదార్థాలు త్వరగా ఉడుకుతాయి అని అడుగుతాడు option A valley option B earth surface option C mountainous regions mountains right option D అన్ని చోట్ల ఒకే విధంగా ఉరుగుతాయి ఎందుకంటే అదే రైస్ తీసుకుపోయిన అన్ని చోట్ల అవునా కదా రైట్ అంటే థింక్ చేయాలి కామన్గానే ఫిజిక్స్ అంటే భయంకరంగా ఏం భయపడద్దు మనం ఫస్ట్ బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ చేస్తున్నాం అంటే ఏంది కైనటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ చేస్తున్నాం by the applying the pressure on it right ఇప్పుడు ఏం చేస్తున్నాం దాన్ని మనం రియల్ లైఫ్లోకి అప్లై చేసుకుంటున్నాం ఎక్కడ ప్రెజర్ ఎక్కువగా ఉంటే అక్కడ బాయిలింగ్ పాయింట్ ఎక్కువగా ఉంటుంది అక్కడ బాష్పీభవన స్థానం ఎక్కువగా ఉంటుంది బాష్పీభవన స్థానం ఎక్కువగా ఉంటే ఆహార పదార్థాలు త్వరగా ఉడుకుతాయి ఎందుకంటే ఆహా ఆ మాలిక్యూల్స్ అంతా ఎస్కేప్ కాకుండా మనం క్లోజ్ చేసి ప్రెజర్ కలెక్ట్ చేసి అక్కడే ఉంచుతున్నాం అక్కడే ఉంచి ఫుడ్కి ఇచ్చి నువ్వు వెళ్ళి అని చెప్తున్నాం మనం అవునా కదా జరిగే ప్రాసెస్ అదే కదా లోపల రైట్ ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు మీరు ఇక్కడ ఎక్కడ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది ఈ మూడు ప్రాంతాల్లో చెప్పండి ఏ ఏరియాలో ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది రైట్ ఎందుకంటే water column sorry air column ఎక్కువగా ఉంటుంది ఇక్కడ లోయ కదా ఇక్కడ నుంచి ఏడ వరకు ఎయిర్ ఉంటుంది ఇంకా అడిషనల్ ఎయిర్ కూడా ఉంటుంది అందుకే ఇక్కడ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రెజర్ ఎక్కువగా ఉంటే బాయిలింగ్ పాయింట్ ఏంది ఎక్కువగా ఉంటుంది ఎంత ఎక్కువ అంటే greater than hundred degree Celsius అదే ఎర్త్ సర్ఫేస్ మీద అయితే equal to hundred degree Celsius అదే ఇక్కడైతే less than hundred degree Celsius ఎందుకంటే ప్రెజర్ లో ఉంటుంది కాబట్టి బాయిలింగ్ పాయింట్ కూడా ఏమవుతుంది లో ఉంటుంది అందుకే ఏ ప్రాంతంలో ఎక్కువగా ఆహార పదార్థాలు ఫాస్ట్గా ఉడికితే అంటే ఏం చెప్తారు వ్యాలీ ప్రాంతంలో ఎక్కువగా అదే ఫాస్ట్గా ఉడికితే అని చెప్పాలి రైట్ ఎగ్జామినేషన్లో ఇలా కూడా జాగ్రత్తగా చూసుకోండి ఏ ప్రాంతంలో త్వరగా ఉడికితే ఏ ప్రాంతంలో ఆలస్యంగా ఉడికితే ఎందుకు అలా జరుగుతుంది అనే ప్రశ్నలు కూడా మనకి ఇస్తూ ఉంటాడు అది కూడా చూసుకోండి అంటే ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తే ఇలా ఇస్తాడు ఎఫెక్ట్ ఆఫ్ ప్రెజర్ ఇలా కూడా అడుగుతాడు pressure increases then the boiling point of the liquids will be option A increases option B decreases option C remains constant option D none of these ఇలా కూడా ఇస్తాడు పెరుగుతుంది తగ్గుతుంది మారదు చెప్పలేను నేను నా వల్ల కాదు అని అడుగుతాడు నువ్వేం చదువుతూ ఫోర్త్ ఆప్షన్ ఎంచుకుంటా నేను చెప్పను నా వల్ల కాదు మా సార్ చెప్పలేదని అవునా కదా అందుకే చూసుకోండి జాగ్రత్త అప్పుడు పెరుగుతుందని చెప్పాలి బాయిలింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ పెరగడం వల్ల వాటర్ విషయంలో ఏం జరుగుతుందంటే ఫుడ్ త్వరగా బాయిల్ అవుతుంది అంతే తేడా రైట్ ఏ ప్రాంతంలో ఒకవేళ ఏరియా వైజ్గా అడిగినా కానీ చెప్పాలి మనకి ఇలా కూడా అడగచ్చు మనకి ఓకే ప్రెజర్ రీజియన్స్ ఇచ్చి కూడా మనకి అడగొచ్చు బెంగళూరులో హైదరాబాద్లో ప్రెజర్స్ ఇస్తాడు ఒక్కోసారి ఎక్కడ ఏ ప్రాంతంలో త్వరగా కోడిగుడ్లు ఉడుకుతాయి ఏ ప్రాంతంలో అన్నం త్వరగా ఉడుకుతుంది అంటాడు వాడు ప్రెజర్ రీజియన్స్ ఇస్తే చాలు మనం చెప్పేసేయచ్చు ఈజీగా ప్రెజర్ ఎక్కడ అయి ఉంటే అక్కడ ఫాస్ట్గా ఉడుకుతాయి అని చెప్పండి అంతే ఇక వేరే ముచ్చటే లేదు దీంట్లో రైట్ ఇది జనరల్గా నెక్స్ట్ ఇంకా ఏం జరుగుతుందో చూడండి దీనికి సంబంధించి కాకుండా మరి ఇప్పుడు దాకా ఎఫెక్ట్ ఆఫ్ ప్రెజర్ చూసేది pressure on effect of effect of pressure on pressure on melting point చూద్దాం melting point of ice or the water melting point of water ఇందాక ఏం చేసినాం effect of pressure on boiling point of the water చూసినాం ఇప్పుడు ఏంటంటే మెల్టింగ్ పాయింట్ పరిస్థితి ఏందో చూద్దాం చూసేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి అలా ఆటోమేటిక్ ఇది ఒక టేబుల్ తీసుకోండి ఈ టేబుల్ మీద ఒక ఐస్ బ్లాక్ తీసుకోండి ఐస్ ఇది ఐస్ బ్లాక్ మంచు ఇప్పుడు ఇది ఏమవుతుంది జనరల్గా కరిగిపోతూ ఉంటుంది ఈ కరిగిపోవడానికి ఒక టెన్ మినిట్స్ పట్టింది అనుకోండి టెన్ మినిట్స్ పట్టింది అదే దాని మీద సుత్తితో రాయి తీసుకోనో లేకపోతే శుద్ధితోటో లేకపోతే మనమే దాని మీద ఎక్కి నించున్నాం అనుకోండి తొందరగా కరిగిద్దా లేదా తొందరగా మనం ఎక్కి నించున్నాం లేదా దాని మీద సుత్తితో కొట్టినటువంటి మీనింగ్ ఏంటండి పీడనాన్ని ఏం చేసినావు పెంచినావు యాక్చువల్గా అది జీరో డిగ్రీ సెల్సియస్కి రీచ్ అయిన తర్వాత వాటర్ మా ఐస్ మాలిక్యూల్స్ యొక్క బాండ్స్ బ్రేక్ అయ్యి వాటర్గా కన్వర్ట్ అయ్యేది నిదానంగా జరిగేది ఆ ప్రాసెస్ నువ్వేం చేసినావు తెసపోయి దాని మీద ప్రెజర్ కలగజేయడం అలా వెంటనే బ్రేక్ అయిపోయింది వెంటనే వాటర్గా కన్వర్ట్ అయిపోయింది వెంటనే వాటర్గా కన్వర్ట్ అయిపోయింది అంటే మీనింగ్ ఏంది right less than zero degree Celsius zero degree Celsius reach కాకుండానే మనకి వాటర్గా కన్వర్ట్ అయిపోయింది అవునా కదా దీన్నే ఏమైంది ఇప్పుడు ఏం జరిగింది ఫైనల్గా ప్రెజర్ ఇంక్రీజ్ చేస్తే బా మెల్టింగ్ పాయింట్ ఏమైంది డిక్రీజ్ అయిపోయింది వాటర్ విషయంలో ఏమైంది డిక్రీజ్ అయిపోయింది దీన్ని బేస్ చేసుకొని ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం right pressure increases melting point decreases in case of water pressure increases boiling point will increases in case of water right దాని నుంచి అప్లికేషన్ మాట్లాడినాం దీని నుంచి రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఎగ్జామినేషన్లో ఎలా ఇస్తాడో చూద్దాం రైట్ ఎగ్జామినేషన్లో pressure increases melting point of the ice increases decreases remains same or remains constant none of these ఏం చెప్తారు రైట్ ప్రెజర్ ఇంక్రీజెస్ అయితే డిక్రీజ్ అవుతుంది మెల్టింగ్ పాయింట్ అనేది అదే బాయిలింగ్ పాయింట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది బాయిలింగ్ పాయింట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది ఇలా చెప్పాలి లైక్ లేకపోతే దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అడిగితే ఎలా అడుగుతాడు రైట్ అప్లికేషన్స్ చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టేబుల్ అనుకోండి ఈ టేబుల్ మీద లార్జ్ ఐస్ బ్లాక్ ఇది ఒక ఐస్ నుంచిన మంచు నుంచిన ఐస్ బ్లాక్ అంటే మంచు దిమ్మె రైట్ ఒక్కోసారి మర్చిపోతూ ఉండండి అంటే కంటిన్యూషన్లో ఇంగ్లీష్ పదాలు వస్తూ ఉంటాయి లేదా కంటిన్యూషన్లో తెలుగు పదాలు వస్తూ ఉంటాయి జాగ్రత్త చూసుకోండి కొంచెం ఓపికగా ఐస్ బ్లాక్ రైట్ మంచు దిమ్మె ఈ మంచు దిమ్మె ఎక్కడి నుంచి కరుగుతుందో చూడండి మీరు చెప్పండి సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచు దిమ్మె ఏ నుంచి కరగడం మొదలుపెట్టిదే బి నుంచి కరగడం మొదలుపెట్టిదే పై నుంచి పైన కరిగిద్దే కింద కరిగిద్దే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది కరగటం ఇదో టేబుల్ అనుకోండి ఈ టేబుల్ మీద ఉంచినా పెద్ద మంచు దిమ్మించిన చెప్పండి ఏడు నుంచి కరుగుద్ది ఏడు నుంచి కరిగిద్ది కదా అంటే ఈ రెండు పాయింట్స్ పరంగా చెప్పండి మిగిలిందంతా ఆలోచించమాకండి ఎక్కువగా ఏడు నుంచి కరగడం మొదలుపెట్టేది ఎందుకని పీడనం ఏడామైంది పెరిగింది పీడనం పెరిగింది కాబట్టి మెల్టింగ్ పాయింట్ ఏమైంది తగ్గిద్ది తగ్గిద్ది కాబట్టి వెంటనే మెల్ట్ అయిపోద్ది కాబట్టి ఎక్కడి నుంచి కరిగిద్ది అంటే ఏడు నుంచి కరుగుతుంది బాటమ్ టు టాపా టాప్ నుంచి బాటమా కరిగేది ఇది యాడ్ నుంచి కరిగింది చెప్పండి ice melts from ice melts from bottom to top మంచు ఎక్కడి నుంచి ఎక్కడ కరిగిద్ది కింద నుంచి పైకి కరిగితే పై నుంచి కింద కరిగితే అంటే ఏం చెబుతారు మంచు దిమ్మెలు కింద నుంచి పైకి కరగటం అనేది దేని వల్ల జరుగుతుంది రైట్ పీడనం పెంచితే ద్రవీభవన స్థానం తగ్గుతుంది దీని వల్లనే ఇది జరుగుతుంది కానీ మంచు ఏర్పడటం ఎలా ఏర్పడుతుంది ఇది కరగటం కదా మంచు ఏర్పడటం ఎక్కడి నుంచి ఏర్పడుద్ది అంటే పై నుంచి కిందకి ఏర్పడుద్ది రైట్ మనం ధ్రువ ప్రాంతాల్లో చూడండి ధ్రువ ప్రాంతాల్లో మనకి ఇదంతా ఒక చెరువు అనుకోండి ఇది నీళ్ళు అనుకోండి ఫస్ట్ ఇక్కడేగా హీట్ కోల్పోయేది ఫస్ట్ ఉపరితలం నుంచే కదా హీట్ లాస్ అయ్యేది హీట్ లాస్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఈ ప్రాంతం ఏమైతే ఐస్ అవుతుంది తర్వాత నెక్స్ట్ ఈ ప్రాంతం అంటే టాప్ నుంచి పోవటానికి ఏర్పడుతుంది మంచు ఏర్పడటం పైన నుంచి కిందకి ఏర్పడింది కానీ మంచు కరగటం అనేది కింద నుంచి పైకి కరుగుతుంది కింద నుంచి పైకి ఎందుకు కరుగుతుందంటే ఇందుకే కరుగుతుంది పీడనం పెంచితే ద్రవ్యభవన స్థానం తగ్గుతుంది కాబట్టి ఇలా ఇస్తాడు ఎగ్జామ్లో రైట్ జాగ్రత్త చూసుకోండి ఇంకా వేస్తే ఎలా ఇస్తాడు ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం నీకు నాకు సంబంధించింది కాదు ఇది ఇష్యూ రైట్ మన ముగ్గురుకు జరుగుతున్న పోరాటం రైట్ మీరు ఆయనతో పోరాడాలి ఎవరితో ఎగ్జామినర్తో పోరాడాలి ఆ మధ్యలో నేనున్నా రైట్ నాకు ఆలోచన ఎలా ఉండాలంటే ఎగ్జామినర్ ఆలోచనకు తగ్గట్టుగా ఉండాలి నువ్వు ఫేస్ చేసేటట్టుగా ఉండాలి అందుకే ఇన్ని బాధలు వచ్చినాయి అనమాట ఓకేనా ఇంకా ఏం జరుగుతుంది ఫన్నీ క్వశ్చన్లు చూద్దాం స్కేటింగ్ చేస్తూ ఉంటారు కదా మంచు ప్రాంతాల్లో మంచు ప్రాంతాల్లో స్కేటింగ్ చేయటం అనేది రైట్ స్కేటింగ్ మంచు ప్రాంతాల్లో స్కేటింగ్ చేయడం కూడా ఇదే పరిస్థితి ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆ మంచు మీద నించునో కను తర్వాత మన షూకి మధ్యలో ఉండేటటువంటి ఐస్ ఏమవుతుంది కరిగిపోతుంది కరిగిపోయి వాటర్గా కన్వర్ట్ అయిపోతుంది కానీ లూబ్రికేట్గా పనిచేస్తుంది జారుడు పదార్థంగా పనిచేస్తుంది ముందుకు జారిపోతూ ఉంటారు స్కేటింగ్ చేయడం కూడా ఇదే పరిస్థితి రైట్ దేనికి సంబంధించింది ప్రెజర్ ఇంక్రీజ్ అయితే మెల్టింగ్ పాయింట్ డిక్రీజ్ కావడం అనేటటువంటి సందర్భానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఓకే ఎగ్జామినేషన్లో అడిగితే చెప్పాల్సి వస్తుంది రైట్ ఇది రెండు ఎఫెక్ట్స్ గురించి మాట్లాడి